అరే పండు షబు ఆఫీస్ అయిపోయింది పార్టీ చేసుకుందాం బచ్చి పిక్ చేసుకో సరే ఉమెన్స్ డే అని డాడీకి చెప్పేసి తప్పించుకుంటా వెళ్దాం అయితే వీళ్ళు కూడా మరి అమ్మాయిలే కడతారా సరే సరే వచ్చే అమ్మని అక్క అయిపోయావు ఏరా తెగ కొట్టేసుకుంటున్నావు అది పబ్కి వెళ్ళాలంటే ఏజెంట్ ఉండాలి అది ఎప్పుడైనా ఐఐటీకి అప్లై చేసినప్పుడు ఏజెంట్ ఉండాలని అడిగేవారా అయ్యో నేను కాదు డాడీ ఈరోజు ఉమెన్స్ డే అంట పండు రారా పండు ఏంట్రా ఈసారైనా ఫాస్ అవుతావా అంకుల్ ఖచ్చితంగా పాస్ అవుతా ఏరా ఇటు ఎందుకు వచ్చావు అబ్బా ఇలా పట్టుకున్నాడేంటి డాడీ మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము నైన్ కల్లా వచ్చేస్తా సరేనా నిన్ను బుక్ చేయాల్సిందే పండు నువ్వు ఇక్కడే కూర్చోని జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా పన్ననా మీరు ప్రాస్ట్కి వెళ్తున్నారా బ్రాడ్వేకి వెళ్తున్నారా ప్రాస్కే అంటే ప్రాన్స్ డాడీ పబ్ వీళ్ళు పబ్కి వెళ్తున్నారు పబ్ కాదు అంకుల్ సినిమాకి పోతున్నాం ఫడ్ ఫడ్ లేసే మనసు కాదు డాడీ ఫండనాను శృతక్క ఇద్దరు క్లబ్కి వెళ్తున్నారు ఈరోజు ఉమెన్స్ డే అంట ఈవెంట్లు ఏం లేదు ఈ డబ్బా అంకుల్ నాకేం తెలీదు శృతి పిలిస్తే వచ్చిన ఈ బంటిగాడికి ఫస్ట్ బాంబ్ లాగా తెంగే లేదు డాడీ ఇదంతా ఫన్ ప్లానే ఇట్స్ ప్లానే నీ అబ్బా దేవుడికి ప్రసాదం లేదంటే పూజారి వచ్చి పొంగల్ అడిగిండంట సిగ్గులేనదివా ఈ ఇన్వెస్టిగేషన్ తెలివి లో పెట్టుంటే ఎప్పుడో పాస్ అయ్యేవాడివి డాడీ నేను అక్క సేఫ్టీ గురించి చెప్తున్నా మనకి కదా నువ్వెవరా సేఫ్టీ గురించి మాట్లాడడానికి పార్టీకి పోవాలనుకుంటుంది పోతుంది దానికి ఏం చేయాలో తెలుసు నువ్వు మూసుకోలేదు చదువుకో డాడీ అంటే ఉమెన్స్ డే కదా ఎక్కువ పార్టీ చేసేసుకుంటే అమ్మాయి కదా డాడీ చెప్పు తెగుద్ది నీ పని నువ్వు చూసుకో అది ఏం చేయాలో ఎలా ఉండాలో మొత్తం దానికి తెలుసు మనం స్పీచ్లు ఇచ్చి దానికి క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు అబ్బా అంకుల్ ఎంత ప్రోగ్రెసివ్ వచ్చిందమ్మా అప్సరసా ఇవే తగ్గించుకుంటే మంచిది పదా